గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు ముఖ్యమంత్రి ప్రసంగంలో కీలక అంశాలు పరీక్ష రాసేటప్పుడు షార్ట్ కట్స్ ఉండవు షార్ట్ కట్స్ కు మనం గన తావిచ్చినాము అని అంటే పరీక్షలు ఫెయిల్ అవుతాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ప్రతి మనిషిలోకి బుర్రలోకి ఎక్కించుకోవాల్సిన అంశం ఎందుకంటే ఇది చేసేది ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే మనల్ని మనం రేపొద్దున గెలిపించుకునేందుకోసం మనం చేసుకుంటున్నాం ఈ పని రేపొద్దున మనం గెలిచి రావడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం దీంట్లో ఎక్కడ కూడా మనం షార్ట్ కట్స్ ఉపయోగించినామనంటే నష్టపోయేది మనం ఈ రోజు నుంచి లెక్కేస్తే ఎన్నికలు బహుశా నైన్టీన్ మంత్స్ ప్రతిరోజు కూడా మనము పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నామని చెప్పి అడుగులు పడకపోతే నష్టపోయేది మనం గడప గడపకు మీరు పోయినప్పుడు తలెత్తుకొని మీరు వెళ్ళి పలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితిలో ఈరోజు గవర్నెన్స్ మనం ఇచ్చి ఆ తర్వాత మీరు పోతా ఉన్నారు ప్రతి ఇంటికి ఏ మేలు జరిగింది ఎంత మేలు జరిగింది ఏమేం స్కీములు అందాయి అని చెప్పి లిస్టు తీసుకొని పోతా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ కూడా మీరు చెప్పిన దానితో వాళ్ళు ఏకీభవించి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నది ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోవడం హండ్రెడ్ పర్సెంట్ హౌసెస్ కంప్లీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పటికప్పుడే గ్రామ సచివాలయంలో మీరు వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు తిరిగిన తర్వాత ఆ మూడు రోజుల తర్వాతను రెండు రోజుల తర్వాతను అప్పటికప్పుడే వర్క్స్ శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేయండి this is also equally important hundred percent one seventy ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాల నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఒక్క సీట్ మిస్ కాకూడదు కొట్టడాని కోసమే నేను ఈరోజు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నా it is not impossible it is very much possible మనసా వాచ కర్మన గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా why is it not possible ఎనభై ఏడు శాతం బెనిఫిషరీస్ ఉన్నారు ప్రతి ఇంటికి మంచి చేసినామని చెప్పి ప్రతి ఇంటికి లెటర్ తీసుకొని పోతా ఉన్నాం ఇంటికి మంచి జరిగాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు గ్రామంలో ఆ సచివాలయంకి పోయినప్పుడు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవడం ఐ అటెండ్ కావాలి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత రెండు నెలల్లో వర్కులు స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తా ఉన్నాం మీరు చేయాల్సిందల్లా ప్రతి ఇంటికి పోవడం నెలలో పదహారు రోజులు కనీసం కేటాయించడం ప్రతి సచివాలయానికి కనీసం రెండు మూడు రోజులు పైన కేటాయించడం ఇది మీరు చేయాల్సిందల్లా పోయినప్పుడు షార్ట్ కట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ హౌసెస్ కవర్ చేయడం ఇది మీరు చేయాల్సిన పనులు మీ తరపు నుంచి ఇది ఇది జరిగిందని అంటే ఆటోమేటిక్లీ క్లీన్ స్వీప్ చేస్తాం రాజకీయం అనే ఒక మన జీవితాన్ని మనం ఎంచుకున్నాం దానికోసం ఇది చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్ళీ గెలిచి రావడం అన్నది ప్రజల్లో మనం గౌరవాన్ని పెంచుకునే కార్యక్రమం ఇది ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయి ఓడిపోతే మీ గౌరవం తగ్గుతుంది అవసరం లేదు దేవుడు దయవల్ల ఈరోజు ఆ పరిస్థితి లేదు మనం కష్టపడినాము అని అంటే గెలుచుకొని రాగలుగుతాం మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అన్ని ఆయుధాలు అన్ని అస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి ఈరోజు ఉపయోగపెట్టుకోండి మనల్ని నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల మందికి మనం జవాబుదారితనంలో ఉన్నాం జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు జుట్టు లేకపోతే ముడేసుకునేదేమి ఉండదు అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం అధికారం లేకపోతే ఎవరికి మంచి చేయలేం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టి కొడతా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో టార్గెట్ రీచ్ కావాలి